hello welcome to Sakshi education channel hi guys వస్తున్నాను మన మన వాళ్ళు లైన్లోకి ఎవరెవరు వచ్చారు ఈరోజు నేను వచ్చిన ముఖ్య కారణం ఏంటంటే ఎస్ఎస్సి నుంచి ఒక మంచి పెద్ద నోటిఫికేషన్ ఒకటి ఎక్సలెంట్ నోటిఫికేషన్ ఒకటి వచ్చినది ఆ నోటిఫికేషన్ పర్టికులర్స్ అవన్నీ కూడా మీకు చెప్దామని మీ చేత అప్లై చేపించి ఒక గైడ్లైన్స్ ఇద్దామని నేనైతే రావడం జరిగింది అదేంటి అంటే staff selection commission combined graduate level twenty twenty three ఓకేనా వేకెన్సీస్ వచ్చేసి ఏడు వేల ఐదు వందల పోస్టులు ఆన్లైన్ వచ్చేసి మొన్నటి నుంచి స్టార్ట్ అయింది నిన్న కాక మొన్న నెక్స్ట్ మే మూడో తారీఖు వరకు లాస్ట్ డేట్ ఉంది ఓకేనా అలా అని చెప్పేసి మే ఒకటో తారీఖు రెండో తారీఖు కూర్చోకండి ఎందుకంటే ఎటువంటి పరిస్థితుల్లో సర్వరు మీకు అందట్లేదు చివరిలో చాలా ఇబ్బంది పడుతున్నది సో కాబట్టి తొందరగా ఇప్పుడే పెట్టేసుకోండి నెక్స్ట్ దీనికి ఎగ్జామ్ డేట్ ఎప్పుడు కనుక అనేటట్టయితే దీనికి టైర్ వన్ జూలైలో ఉంటుంది తర్వాత టైర్ టూ అనౌన్స్ చేస్తానన్నాడు ఓకేనా అంటే దీనికి రెండు ఎగ్జామ్సే టైర్ వన్ టైర్ టూ చాలా బెనిఫిట్ ఒక్క ఓసీ జాగ్రత్తగా నేను చెప్పేది వినండి ఓసీ బీసీ మెన్కి తప్ప మిగిలిన వాళ్ళకి ఎవ్వరికి ఫీజు లేదు వీళ్ళిద్దరు మాత్రం మెన్ వంద రూపాయలు కట్టాలి ఫీజు ఓకే వంద రూపాయలు కాబట్టి నాకు తెలిసి పెద్దగా ఫరక్ పడదు అనుకుంటున్నాను కంగారు పడద్దు ఏజ్ ఎలా ఉంటుంది ఏంటి నేను ఒకసారి చెప్తాను వినండి assistant audit officer Indian audit and accounts department under CAG controller and auditor general group B గెజ్ గెజిటెడ్ నాన్ మినిస్ట్రియల్ ఓకేనా eighteen to thirty years next assistant account accounts officer same department CAG దీనికి age eighteen to thirty next ఇది వచ్చేసి టాప్ క్యాడర్ అనమాట ఓకేనా గ్రూప్ బిలోనే గ్రూప్ బిలో మిగిలిన వేకెన్సీస్ ఏంటి assistant section officer central secretariat service ఇవన్నీ కూడా థర్టీ త్రీ థర్టీ ఇయర్సే గ్రూప్ బి గుర్తుపెట్టుకోండి next assistant section officer intelligence బ్యూరోలో assistant section officer ministry of railways assistant section officer ministry of external affairs assistant section officers ministry of extra ministry of electronics and information technology ఇలాంటివి సిబిఐటి ఓకేనా సిబిడిటి ఓకే అలాగే సిబిఐసి ఓకేనా సెంట్రల్ బోర్డ్ డైరెక్ట్ ట్యాక్సెస్ వాటికి సంబంధించి tax income tax central excise inspectors ఓకేనా నెక్స్ట్ అలాగే తర్వాత వచ్చేసి మళ్ళీ గ్రూప్ బిలోనే assistant section officer ministry of ministries next executive assistant సిబిఐజ్ సేమ్ అదే research assistant human resource commission ఓకేనా బాగుంది డివిజనల్ అకౌంట్స్ కాగ్లు sub inspector NIA national investigation agency same అదే sub inspector junior intelligence officer narcotics control bureau అది మహా ఇది ministry of home affairs okay next junior statistical officers ministry of statistic and statistics and programme implementation దీనికి థర్టీ టూ ఇయర్స్ ఇప్పుడు చెప్పిన వాటి వరకు మాత్రం థర్టీ ఇయర్స్ ఇది ఒక్కదానికి మాత్రం థర్టీ టూ ఓకేనా రైట్ ఇక్కడ నుంచి చెప్పేవన్నీ కూడాను గ్రూప్ సివి ట్వంటీ సెవెన్ ఇయర్సే ఆడిటర్ కాగ్లో ఆడిటర్ సిజిడిఏలో auditor ministry of departments accountant CAG accountant controller and controller general of accounts next junior accountant ministry of departments ఓకేనా next postal sorting assistant senior secretariat upper division clerk ఓకేనా సేమ్ ఇవి కూడా మినిస్ట్రీస్లోనే వీటిలో నెక్స్ట్ మిలిటరీ ఇంజనీరింగ్ సర్వీస్లో senior administrative service assistant next tax assistant ఓకేనా నెక్స్ట్ అలాగే సబ్ ఇన్స్పెక్టర్ సిబిఐలో ఇవన్నీ కూడాను వేకెన్సీస్ ఇవ్వడం జరిగింది అయితే ఏడు వేల ఐదు వందలు ఇక్కడ మోస్ట్లీ నేను అనుకోవటం ఏంటంటే ఇప్పటివరకు జరిగిన దాని ప్రకారం కనుక కొంచెం అనాలిసిస్ చేసి చూసేటట్టయితే వేకెన్సీస్ ఖచ్చితంగా పెంచుతున్నాడు అర్థమైందా ఓకే హైట్ అసలు అవసరం లేదు హైట్లు వ్యూను రన్నింగ్లు ఇవేం ఉండవండి ఓకే ప్రాబ్లం లేదు అయితే వేకెన్సీస్ పెంచుతున్నాడు పెంచుతున్నాడు కాబట్టి మీరందరూ కంగారు పడాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా నేను నా ఎక్స్పెక్టేషన్లో ఒక ఐదు వేలు అయితే పెరుగుతాయి నేను అనుకుంటున్నాను చూద్దాం అలానే పెరగకపోయినంత మాత్రాన మీరు ఫీల్ అయిపోయి గిలగలు కొట్టుకోవాల్సిన అవసరం లేదండి మనం ఏడు వేల ఐదు వందలు ఉన్నాయి కాబట్టి మన ప్రిపరేషన్కి సరిపోతుంది మనం చక్కగా కూర్చొని ప్రిపేర్ అయితే చాలు దీనికి వచ్చేసి డిగ్రీ పాస్ అయి ఉండాలి ఓకేనా రైట్ అది బాగా గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేటర్కి వచ్చేసి దానికి సంబంధించి ఆ స్టాటిస్టిక్స్లో డిగ్రీ చేసి ఉండాలి లేదా డిగ్రీలో వన్ ఆఫ్ ద సబ్జెక్టు స్టాటిస్టిక్స్లో స్టాటిస్టిక్స్ అయి ఉండాలి అర్థమైందా రైట్ నెక్స్ట్ అప్లికేషన్కి వచ్చేస్తే మనం మీరందరూ కూడాను చెప్పే కదా ఫీజ్ పర్టికులర్స్ అవి తొందరగా అప్లై చేసుకోండి ఆ last successfully submitted your application అని చెప్పిన తర్వాత అప్లికేషన్ ఫామ్ వస్తుంది దాన్ని డౌన్లోడ్ చేసుకొని సేవ్ చేసి పెట్టుకోండి దాంట్లో రిజిస్ట్రే రిజిస్ట్రేషన్ ఫామ్ ఉంటుంది అది చాలా ఇంపార్టెంట్ ఆల్రెడీ మీరు అప్లై చేసిన వాళ్ళైతే పాత పాస్వర్డ్ ఐడి ప్రకారమే అప్లై చేయాలి కొత్త వాళ్ళైతే మా కొత్తగా లాగిన్ అవ్వండి వర్క్ అసలు ఎస్ఎస్సికి సంబంధించి ఏమి అప్లై చేయకపోతే కనుక ఓకేనా నెక్స్ట్ ఎగ్జామ్స్ వచ్చేసి ఎగ్జామ్ సెంటర్స్ వచ్చేసి ఎక్కడెక్కడ ఉన్నాయి అంటే కనుక జాగ్రత్తగా చూడండి మన తెలంగాణ ఏపీ కనుక చెప్పేటట్టయితే కనుక వన్ సెకండ్ చూస్తున్నాను Andaman Nicobar west okay next Kerala Madhya Pradesh one second wait చేయండి అన్న నేను చెప్తున్నాను రైట్ చూడండి చీరాల గుంటూరు కాకినాడ కర్నూలు నెల్లూరు రాజమండ్రి తిరుపతి విజయనగరం విజయవాడ విశాఖపట్నం ఇవన్నీనేమో గుండ్ మన ఏపీకి అదే మన తెలంగాణ కనుక అయ్యేటట్టయితే చూడండి ఒకసారి హైదరాబాదు కరీంనగర్ వరంగల్ సో ఇవన్నీ కూడా మన తెలంగాణకు సంబంధించి సెంటర్స్ ఇవ్వడం జరిగింది right tier one tier two రెండు ఎగ్జామ్సే ఉంటాయి ఒకప్పుడు అయితే కనుక tier one tier two tier three tier four అని చెప్పేసి కారుకు నాలుగు చక్రాలు ఉంటాయి నాలుగు టైర్లు ఉండేవి ఇప్పుడు తీసేసి బైక్ మీద మాదిరి రెండే రెండు టైర్లు ముందు టైరు వెనక టైర్ అన్నట్టు అర్థమైందా సో మనం ఏం చేయాలంటే చక్కగా రెండు ఎగ్జామ్సే కాబట్టి కొంచెం జాగ్రత్తగా ప్రిపేర్ అయితే ఒక పోస్ట్ అయితే మనది గ్యారంటీ అవుతుంది ప్రిలిమినరీకి సిలబస్ ఏముంటుంది నాలుగు పాతికలు అర్థమెటిక్ రీజనింగ్ జీకే ఇంగ్లీష్ ఓకేనా నాలుగు పాతికలు వంద బిట్లు రెండు వందల మార్కులు ఓకేనా right one hour exam okay దీంట్లో మామూలుగా వన్ ఫోర్త్ నెగిటివ్ మార్క్ అది కామన్గానే ఉంటుంది సరే మెయిన్స్కి ఎలా ఉంటుంది మెయిన్స్కి వచ్చేస్తే అర్థమెటిక్ రీజనింగ్ వచ్చేసి అర్థమెటిక్ అంటే ఏం లేదండి మ్యాథమెటిక్స్ అర్థమెటిక్ కల్పిస్తాడు దాంట్లో రెండు కలిపి సో ఈ అర్థమెటిక్ రీజనింగ్ కలిపి ముప్పై ముప్పై మార్కులు ఉంటుందండి అరవై బిట్లు నూట ఎనభై మార్కులకి అలాగే next English general awareness English నలభై ఐదు మార్కులకి జనరల్ అవేర్నెస్ ఇరవై ఐదు మార్కులకి మొత్తం ఇరవై ఐదు బిట్లు సారీ నలభై ఐదు బిట్లు ఇరవై ఐదు బిట్లు మొత్తం డెబ్బై బిట్లు రెండు వందల పది మార్కులకి ఆల్రెడీ పైన నూట ఎనభై మార్కులు మొత్తం నూట ఎనభై రెండు వందల పది ఎంత మూడు వందల తొంభై మార్కులు ఓకేనా తర్వాత నెక్స్ట్ కంప్యూటర్స్ ఇరవై బిట్లు అరవై మార్కులు ఓకే ఇది ప్రాసెస్ అదే స్టాటిస్టిక్స్ కనుక స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేటర్ అయితే కనుక ఆ స్టాటిస్టికల్ దానికైతే కనుక వంద బిట్లు రెండు వందల మార్కులు నెక్స్ట్ ఎకానమీ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళ దానికైతే కనుక ఎక్స్ట్రా ఇంకో పేపర్ రాయాల్సి ఉంటుంది దానికి వంద బిట్లు రెండు వందల మార్కులు ఓకేనా ఇందా చెప్పిన కామన్ కామన్తో పాటు పేపర్ త్రీ ఇది కూడా రాయాల్సి ఉంటుంది అర్థమైందా అది ఇక్కడ మీరు దీంతో పాటుగా ప్రతి ఒక్కళ్ళకి ఖచ్చితంగా టైప్ టెస్ట్ ఉంటుంది అది మ్యాండటరీ టైప్ టెస్ట్ గురించి మీరు కంగారు పడద్దు మీరు ఫిలిమ్స్ అయిపోవాలి కానీ టైప్ టెస్ట్ ఒక రెండు నెలలు కూర్చొని గట్టిగా కనుక ప్రాక్టీస్ చేసినట్టయితే రోజుకు ఒక three hours type exam type ఈజీగా అయిపోద్ది ఏమైనా కంగారు పడద్దు దాని గురించి మీరు అనవసరంగా ఓ అని టెన్షన్ పడిపోయి కాకపోతే ఏంటంటే అర్థమెటిక్ రీజనింగ్ ఇంగ్లీషు జీకే అవి ఎలా ప్రిపేర్ అవ్వాలనేది చూడండి ఓకేనా రైట్ దీనికి సంబంధించి మన దగ్గర ఆన్లైన్ బ్యాచెస్ ఆఫ్లైన్ బ్యాచెస్ రెండు స్టార్ట్ అయినాయి ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఇమ్మీడియట్గా వచ్చేసేయండి ఓకేనా కూర్చొని సీరియస్గా డెడికేషన్తో ప్రిపేర్ అవ్వండి డెఫినెట్గా ఏడు వేల ఐదు వందల్లో మీకు ఒక జాబ్ గ్యారంటీ అది మీదే ఓకేనా మీకు ఆన్లైన్ ఆఫ్లైన్ ఏ పర్టికులర్స్ కావాలన్నా కానీ details nine double zero double zero nine six zero nine సిక్స్కి కాల్ చేయండి మీ ప్రీమియర్ అకాడమీ సుబ్రహ్మణ్యం సార్ మీతో ఉంటాడు ఓకేనా మీకు జాబ్ కొట్టించడానికే అనుక్షణం తప్పన పడుతూ ఉన్న మన premier academy with Sakshi education channel ఓకేనా bye guys bye have a nice day తొందరగా అప్లై చేయండి చివరి వరకు వెయిట్ చేయొద్దు సర్వర్ సోలో సర్వర్ హ్యాంగ్ అయింది సార్ నేను అప్లై చేయలేకపోయానని మాత్రం అనొద్దు ఓకేనా bye guys bye have a nice day